ఉండు ఒక నిమిషం నిన్ను నువ్వు ఇక్కడ చదువుతున్నావా ఏల్ యూనివర్సిటీ అది ఎంత దూరం ఇక్కడే నా పక్కనేనా ఓకే ఎవరు మీ అమ్మగారా <laughs> హలో హలో ఆంటీ హెవర్ హలో అండి బాగున్నారా <laughs> హలో హలో అండి మీ అబ్బాయి మీ అబ్బాయి కనపడ్డాడు సడన్గా మీరు ఇక్కడికి వచ్చారు నేను చూద్దామని వచ్చా యూనివర్సిటీ నీకోసం ఎదుగుతున్నా అవునా thank you thank you so much అండి మీ ఇంకొక ఫ్యాన్స్ వాళ్ళకి దొరక దొరక మన తెలుగు అబ్బాయి దొరికాడు ఏల్ యూనివర్సిటీ దగ్గర ఏం చదువుతున్నావు ఎక్కడ చదువుతున్నావు నేను లో మాస్టర్స్ చేసిన కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్సా ఇక్కడే అంటే ఈ సిటీలోనేనా ఇది ఇది న్యూ హెవెన్ లో యాక్చువల్ గా సో ఇక్కడ న్యూ హెవెన్ లో ఇక్కడ బ్రిడ్జ్ పోర్ట్ లో మొత్తం టూ త్రీ యూనివర్సిటీస్ ఉంటాయి ఇక్కడ అంతా మన యూనివర్సిటీస్ మన తెలుగు వాళ్ళే మొత్తం అందరు ఉంటారు ఇక్కడ కనెక్టికట్ స్టేట్ లో and also in Connecticut the transport is very good అవునా actually everywhere where you can travel one hour లో మీకు బస్ ఉంటుంది ఎక్కడికైనా సరే up to the Bridgeport city or Hartford city whatever it may where you go okay ఈజీగా ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ గా ఉంటుంది and moreover Yale university one of the Ivy League universities in all over the world అవును ఎందుకు నువ్వు ఈ యూనివర్సిటీలో చదవలేదు సీట్ రాదు ఇక్కడ అవునా కష్టపడినా సరే చాలా కష్టమా అండ్ ఆల్సో మోర్ ఫీ అవునా also the Yale university more speciality for the Asians only అవునా ఏషియన్స్ కి చాలా చైనీస్ థాయిలాండ్ వాళ్ళు జపాన్ వాళ్ళు ఇండియన్స్ అక్కడ నుంచి వస్తారు వాళ్ళు యా ఇక్కడ five percent acceptance rate Yale university oh my god but the people who get the university rate but they will be get successful once అడుగు పెడితే చాలా ఒబామాకి పీ అయిపోతారు <laughs> మీ యూనివర్సిటీలో ఎంత ఉంటుంది ఫీజు ఇక్కడ ఎంత ఉంటుంది ఏల్ యూనివర్సిటీకి వచ్చేవాడికి దగ్గర దగ్గర వన్ క్రోర్ దాకా ఉంటుంది మా యూనివర్సిటీ ఒక ఒక మాస్టర్స్ కంప్లీట్ చేయాలంటే ఫార్టీ ల్యాక్స్ పడుతుంది క్రోరు పర్ ఇయరా నువ్వు చెప్పేది పర్ అంటే టూ ఇయర్స్ అంటే ఫోర్ సెమిస్టర్స్ కి ఫార్టీ లాక్స్ పడుతుంది ఇండియన్ కరెన్సీ ఓకే ఓకే అదే ఏలో యూనివర్సిటీ అయితే ఇంకా వన్ క్రోర్ వన్ క్రోర్ అయితే more than that what are based upon your course luxury Ivy League okay okay very nice meeting you thank you thank you so much thank you అమెరికాలో డౌన్ టౌన్లలో అక్కడంతా ఇట్లాంటి ఫుడ్ ట్రక్కులు ఉంటాయి రోడ్డు పక్కన పెట్టి బండి మీద తిండి అమ్ముతుంటారు ఏమి అమ్ముతుంటారు పిజ్జాలు బర్గర్లు ఇవే ఉంటాయి ఇంకా ఈ ఏల్ యూనివర్సిటీలో కూడా బైక్ లైన్స్ చాలా వేశారు సైకిళ్ళు దొక్కే పిల్లలంతా చాలా మంది ఉన్నారు ట్రాన్స్పోర్టేషన్ చూడండి ఇక్కడంతా కూడా గ్రీన్ సింబల్స్ వేసి పెట్టారు అంతా తొక్కడానికి వాళ్ళకి సపరేట్గా బైక్ లైన్స్ నడిచే వాళ్ళకి ప్రయారిటీ అనమాట పెడస్ట్రియన్స్కి వే ఇయ్యాలి నడిచే వాళ్ళకి అనేది ఉంటుంది ఇదిగో ఇక్కడ ఈ బైక్ లైన్ సపరేట్గా వేశారు ఇట్లా ఇంకా ఈ లెక్కన చూసుకుంటా పోతే మనం అసలు ఏల్ యూనివర్సిటీలోనే ఆగిపోయేటట్టున్నాను నేను కెనటికేట్ అంతా ఎటు ఎటుపక్క చూసినా దిమ్మ తిరిగే సీన్లు ఉన్నాయి చాలా చాలా అందంగా ఉంది ఇదిగో ఇది అనమాట స్కూల్ ఆఫ్ మ్యూజిక్ అంట ఇది Yale university school of music Adam center for musician musical arts ఈ యూనివర్సిటీ యాక్చువల్గా డ్రామాకి మ్యూజిక్కి చాలా ఫేమస్ అని విన్నాను నేను అమెరికాలో స్కూటర్లు చాలా తక్కువ సైకిళ్ళు ఉంటాయి కానీ ఇది ఇదొక్కటే ఉంది ఇంక లేకపోతే అంతా కార్లే ఎటు చూసినా కూడా కార్లే అసలు ఎటు పోవాలనేది దిక్కు తెలియడం లేదు కాబట్టి ఇదిగో ఇక్కడ మెయిన్ ఏరియా ఒకటి ఉంది ఇక్కడ ఇది చూసి ఇదిగో ఇక్కడ ఈ పచ్చటి సామ్రాజ్యంలో వెళ్దాము ఇక్కడ అంతా పిల్లోళ్ళు చేతిలో ఫోన్లు చెవులల్లో మ్యూజిక్ లేనిది ఎవరు లేరు అసలు ఎట్లుందంటే ఇది ఏముంది చూడండి అసలు లైఫ్ చదువుకుండే లైఫే బెటర్గా ఉంటుంది అందరూ ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు ఎంజాయ్ అంటే అసలు దీంట్లోకి రావడమే కష్టమంట ఊరికా ఒకటి డబ్బులు ఉంటే ఒక డెబ్బై లక్షలు అరవై లక్షలు కడితే సంవత్సరానికి ఊరికనే నేను డైరెక్షన్లో పెట్టుకున్నాను కారు పార్కింగ్ ఎక్కడ చేసినానని మళ్ళీ మర్చిపోతానని ఇంకా ఎందుకంటే ఇక్కడ దారి కూడా కనుక్కుండేటట్టు లేదనమాట ఎందుకంటే చాలా చాలా పెద్దగా ఉంది చాలా చాలా వీధులు ఉన్నాయి ఎట్లా పోతున్నాము ఎక్కడుంది ఏమి అనేది ఏమి తెలియడం లే అంత అంతా జోరుగా పోతున్నారు పిల్లలు అంతా చెవులకు పెట్టుకొని చిన్నవి పెద్దవి ఇంకా ఇక్కడ చూడండి ఈ అమ్మాయి అయితే పడుకొని చదువుకుంటుంది బాగా ఇక్కడేమో ఈ అమ్మాయి చెట్టుగా అనుకొని చదువుకుంటుంది చదువుకుంటుందంటే కొడతారేమో చదువుకుండేది కాదు కొంతమంది ఫోన్లలో చూసుకుంటున్నారు ఇలా చూడండి పక్కన గడ్డిలో కూర్చొని బాగా ఎండలో కొంతమంది కింద పట్ట కూడా తెచ్చుకున్నారు వేసుకోవడానికి సో అందరూ ఇక్కడ బెంచ్లు కూడా బాగా పుష్కలంగా ఉన్నాయి మరి ఇదేం ప్లేస్ మరి చాలా గ్రాండ్గా ఉంది ఇదంతా కూడా స్థలము ఇంత రకరకాల మనుషులు పిల్లోళ్ళు పెద్దోళ్ళు అందరూ కూడా చాలా మటుకు స్టూడెంట్సే ఉన్నట్టున్నారు చాలా చాలా తక్కువ మంది పేరెంట్స్ మాదిరిగా ఉన్నారు కొంతమంది ఇది గ్రాండ్ ఎంట్రన్స్ మాదిరిగా ఉంది ఇక్కడ మొత్తం చుట్టుపక్కల చూస్తే అంతా చదువుకుంటున్నారు పరిగెడుతున్నారు మాట్లాడుకుంటున్నారు ఫోన్లలో ఉన్నారు చాలా యాక్టివ్గా ఉంది ఈ స్థలము అంతా ఈడేదో మరి ఇది ఏమన్నారు స్టెర్లింగ్ మెమోరియల్ లైబ్రరీ ఓకే ఇది లైబ్రరీ అంట బా లైబ్రరీ లోపలికి పోయి ఒంటికి పోసుకొని ఏమేమి బుక్లు ఉన్నాయో ఒకసారి చూసి లోపల ఎట్టిందో చూసి పోదాము అసలు రాణిస్తారో లేదో తెలియదు మరి స్టూడెంట్ లైబ్రరీ కాలేజీ లైబ్రరీలోకి యూట్యూబ్ వీడియోలు తీసేవాళ్ళని రాణిస్తారో లేదో చూద్దాము రైట్ ద్వారం తెరుచుకున్నది అబ్బో బాగానే ఉంది ఇక్కడ కార్డు పెట్టాలనుకుంటా అలౌ చేయరు అనుకుంటా నువ్వు పోతా ఉంటే నేను వస్తా ఏమి తీయాలనో ఏం తీయకూడదు అన్నీ తీయాలనిపిస్తుంది కానీ అన్నీ బాగానే ఉన్నాయి మొత్తానికి ఏల్ యూనివర్సిటీతో నాకు దిమ్మ తిరిగిపోయింది మొత్తం అసలు ఏం చూపించాలా ఏం చూపించకూడదు అంత బ్యూటిఫుల్గా ఉందన్నమాట ఇంకా కనెక్టికేట్ రాష్ట్రంలో ఇంకా అన్ని రకరకాల ప్రదేశాలన్నీ చూసుకుంటా పోదాము అంతవరకు ఇడున్న వీడియోలు చూడండి